కాదు కాదు పోరా ఆయన నీకు నేనే అడ్డమైనా గైస్ ఈ వీడియోలో చూడండి ఈ బస్ డ్రైవర్ని మేము ఓవర్టేక్ చేసి మన జీబ్రా క్రాసింగ్ దగ్గర ఉంటారు కదా అక్కడ పోయి నిల్చున్నాం మేము మమ్మల్ని ఓవర్టేక్ చేసుకుంటా జస్ట్ నాకు జస్ట్ ఇంచెస్లో నాకు బస్సు దాకుతుండే అది మిస్ అయింది జస్ట్ ఇంచెస్లో చూడండి ఇప్పుడు ఎట్లా ఎట్లా ఎగ్జాక్ట్ కొన్ని ఇంచెస్లో నా సైడ్కి పోతుండే ఆ హారన్ కొడుతుండు వాడు నేను నేను నిల్చుందే ఆ జీబ్రో క్రాసింగ్ దగ్గర మళ్ళీ వాడు హారన్ కొట్టుకుంటా ముంగటికి ఆ జీబ్రో క్రాసింగ్ దాటి వెళ్ళిపోయాడు మళ్ళీ వాడిని నేను అడుగుతుంటే వాడు ఏమంటుండంటే చూడండి మీరే ఏమంటుండే వాడు ఆ జీబ్రో క్రాసింగ్ కాదు ఇంకా ముంగటి దాకా పోయి నిల్చోవచ్చు అంట వానికి అంత పర్మిషన్ ఉందంట జీబ్రో క్రాసింగ్ దాటి పోయి నిల్చునే అంత కాదు పోరా ఆయన నీకు నేనే అడ్డమేనా ఇడమ్మ ఈడెవడ్రా పక్క బండి కనబడతలే బండి కనబడతలే పక్కకి ఇంకా ఏడుకోతో క్రాసింగ్ ఏడుంది ఇంకా ఏడు దాకా పోతావు కిలోమీటర్ పోతా నేమ్మా ముంగటికి క్రాస్ చేస్తాను కానీ ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేస్తారా ఫాల్తు మొక్క ఏంది ఏంది ఎట్లా ఎట్లా మలుపుతున్నావు బండి బండి ఎట్లా మలుపుతున్నావురా నేను తాకితే మన అరే అవులేదా ఇట్లా ఉంపినా నేను బండి ఉంపకపోతే తాకుతుండే ఈ ముఖంలో మళ్ళీ మాట్లాడుతున్నావు కావాలి దుసాలే సిగ్గు అనిపిస్తలేదా ఇంకా అడ్డదోళ్ళు నడుపుకుంటే మాట్లాడనీకే నువ్వు అంత ఆడుతున్నావు ఆగుతలేదా షుగర్ ఉందా షుగర్ ఉందా ఆగుతలే ఆగుతలేదా షుగర్ ఉందా మరి ఉచ్చ అవుతలేదు కదా ఉచ్చ అవుతలేదు ఏమో అవుతలేదు అడ్డగోలుగా నడుపుకుంటా బండి ఇగో రికార్డ్ అయింది నువ్వు ఎట్లా నడిపినావు రికార్డ్ అవుతుంది కానీ నువ్వు నడిపిన తీరికే అంటున్నా నేను నేను ఉత్తానే అంటేలే చూశారు కదా గైస్ ఆడు బండి ఎట్లా నడుపుతుండు బండి నడుపుకుంటా మళ్ళీ వాడికి ఆ జీబ్రా క్రాసింగ్ దాటి పోయి నిల్చునేంత వరకు ముంగడికి ఇట్లా చేయి చూపిస్తుంది అంతవరకు పోయి ఆగొచ్చంట కిలోమీటర్ ముంగట పోయి ఆగుతాడంట వాడు వాడికి బండి ఎట్లా నడుపుతుండో వాడికి బండికి లైసెన్స్ ఎవరు ఇచ్చారో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ బండి సరిగ్గా నడపాలని తెలియదు ఇప్పుడు వాడు జీబ్రో క్రాసింగ్ దాటిపోయినందుకు ముంగట జనాలు చూసారు కదా ఆ బస్సును దాటి ఆ జీబ్రో క్రాసింగ్ దాటి దానికంటే ముందు నడుచుకుంటూ పోతారు రోడ్ క్రాస్ అవుతారు దానికంటే ముందు వీడు చేయడం వల్ల వాళ్ళు క్రాస్ అవుతారు ఇంకా వాడి మాటలు చూసారు కదా ఎట్లా మాట్లాడుతుండ నేను ఆగుతలేనంట నాగా నేనే ఆగుతలేనంట నేనే ముందు ముందు పోతున్నానంట ఎవడు క్రాస్ చేసి పోయిండు ఆ జీబ్రో క్రాసింగ్ ఎవడు క్రాస్ చేసిండు మమ్మల్ని ఎంత మమ్మల్ని ఓవర్టేక్ చేసి ఎవడు పోయిండు వాడే ముంగటికి పోయి మళ్ళీ వాడి మాటలు అన్ని వాడికి లైసెన్స్ ఎవరు ఇచ్చారో మరి జీబ్రో క్రాసింగ్ దాటిపోయే పర్మిషన్ ఏ ఎవరు ఇచ్చారో ఏ ఎంప్లాయ్ లైక్ ఏఆర్టీసీ వానికి పర్మిషన్ ఇచ్చిందో జీబ్రా క్రాసింగ్ దాటిపోయేది వాడికే తెలియాలి మరి గైస్ వీడియో చూసారు కదా మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే కింద కామెంట్ చేయండి కింద కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో అండ్ మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీరు యూట్యూబ్లో వ్లాగ్స్ చూస్తారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా దాంట్లో weekly twice or thrice vlogs upload చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి thank you for watching this video adore